దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరలా ఈ యూత్ స్పెషల్ ప్రోగ్రాం ద్వారా ఈ విధంగా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా బీ డిఫరెంట్ అనేటువంటి వ్యత్యస్తముగా ఉండు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ద్వారా బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక్కొక్క వ్యక్తులని వ్యక్తిత్వాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం అందులో మొదటిగా మనము గడిచిన వారం హేబేలు గురించినటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నా ఎడల కృప చూపించాడు ఈ పగటి వేళ కయ్యని గురించి మరి మరిన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఏ విధంగా వ్యత్యస్తంగా జీవించగలము అనే విషయాలు మనము ధ్యానించుకుందాం దానికి ముందు ఒక చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాగనుడ దేవానికి ఘనమైన శ్రేష్టమైన నామమును వచ్చి వందనాలు ఈ పగటి వేళ ప్రభా మరొకసారి ఈ బీ డిఫరెంట్ అనేటువంటి ప్రభా అంశాన్ని ఆస్వాదం చేసుకుని ఇదిగో కయ్యను జీవితంలో నుండి ప్రభా మేము మరిన్ని విషయాలు ఈ పగటి వేళ ధ్యానించబోతుండగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి దేవాసూత్రం అనేక విషయాలు ప్రభా ఈ విధంగా నేర్చుకుంటూ ప్రభా దేవ మీ బిడ్డలకి ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభా ఈ లేఖన భాగంలో మాకు ఉండటానికి దేవ మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి మీ కృపను గ్రహించండి ఈ వీడియో చూస్తున్న వారు వీక్ష వీక్షిస్తున్నవారు వింటున్నవారు ప్రతి ఒక్కరూ మరి ముఖ్యంగా యవనస్తులను మీరు బలపరుస్తూ మీ మార్గంలోనికి నడిపిస్తూ వారి జీవితాలకి వారి కెరీర్స్కి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇదిగో మీరు సహాయం చేసి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొనొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ మనకందరికీ కయ్యను అనే వ్యక్తి కూడా మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాడే గడిచిన వారం మనం చూసుకున్నటువంటి హేబేలు దేవునికి సొంత సహోదరుడు అని మనము దేవుని గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం ఇరువురు కూడా హేబేలు కయ్యను ఇరువురు కూడా ఒకే కుటుంబంలో పెరిగారు ఒకే కుటుంబ వాతావరణాన్ని కలిగి ఉన్నారు ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు ఒకే వాతావరణంలో పెరిగినప్పటికీ కూడా హేబేలు స్వభావంతో మనం పోలిస్తే కయ్యను స్వభావము కయ్యను వ్యక్తిత్వము చాలా వ్యత్యస్తమైనదిగా మనకి కనబడుతూ ఉంటుంది చాలా విపరీతమైనటువంటి వ్యతిరేక భావ భావజ్వాలాలు కలిగినటువంటి వాడిగా మనకి కయ్యను కనిపిస్తూ ఉంటాడు అందుకు ఆధారముగా ఆది కాండం నాలుగో అధ్యాయంలో నుంచి మనం గడిచిన వారము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటూ వచ్చాము ఒకటి నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలన్నీ కూడా మనకి ఆ విషయాలు మనకి స్పష్టం చేస్తున్నాయి అయితే మొదటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు గడిచిన వారం మనము హేబేలును ఆస్వాదం చేసుకుని మనము ఆల్రెడీ చదివాము కనుక తొమ్మిది నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు నేను చదవాలని ఆశపడుతున్నాను దయచేసి చూడండి యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు నేనెరుగును నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దిమ్మరనే ఇందును కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనేను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యను చంపినేడలా వానికి ప్రతిదండన ఏడంతులు కలుగున నిన్ను మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనిని చంపకయుండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను కయ్యేలు తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హాను కొనుకనను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హానోక్కను పేరు పెట్టెను ఇది కయ్యను గురించి మనము నేర్చుకున్నటువంటి లేఖన భాగములు మనం అక్కడ సాధారణంగా మనం ప్రారంభం నుంచి చూస్తే అధ్యాయంలో మనం గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నట్లే ఇరువురు కూడా హేబేలు కయ్యను ఇరువురు కూడా దేవునికి బలులు అర్పిస్తారు ఇరువురు బలిలో కూడా దేవుడు హేబేలు ఆ బలి అర్పణను అంగీకరిస్తాడు కయ్యను అర్పణను తృణీకరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం దాందును బట్టి ఈ కయ్యిను తన సహోదరుని మీద కోపం పెంచుకొని తన సహోదరుని మీద ద్వేషం పెంచుకొని పగపట్టి పొలంలోనికి తీసుకుని వెళ్ళి కయ్యి హేబేలను చంపుతూ ఉన్నట్లుగా లేకపోతే నరహత్య చేస్తూ ఉన్నట్లుగా మనం ఆ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇరువురికి కూడా దేవుడు ఒక మంచి అవకాశాన్ని లేకపోతే ఆపర్చునిటీని ఇచ్చాడు ఇరువురికి కూడా దేవుడు దేవునిని బలి అర్పణలు అర్పించి దేవునిని ఆరాధించేటువంటి ఒక మంచి ఆలోచన లేకపోతే అట్టి గొప్ప అవకాశము దేవుడు ఇరువురికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో కూడా దేవుడు అనేక సందర్భాల్లో అనేక అనేక విషయాల్లో దేవుడు మనకి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాడు దేవుని ఆరాధించడానికి ఒక అవకాశం ఇస్తాడు దేవుని సన్నిధిలో లేచి నిలబడి మాట్లాడటానికి ఒక అవకాశం ఇస్తాడు దేవుని సన్నిధిలో పరిచర్యలో వాడబడటానికి ఒక అవకాశం ఇస్తాడు వివిధ రీతుల్లో దేవుడు మనకి దేవుని నామానికి మహిమకరంగా ఉండటానికి కొన్ని అవకాశాలు లేక బాధ్యతలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు అలాంటి మార్గాలు లేకపోతే అటువంటి బాధ్యతలు దేవుడు మనకి అప్పగించినప్పుడు హేబేలు వంటి మార్గాన్ని మనం స్వీకరిస్తున్నామా లేకపోతే కయ్యేను వంటి మార్గాన్ని మనము స్వీకరిస్తున్నామా నేడు ఈ ధ్యానం ద్వారా మనం ఆలోచన చేద్దాం ఇక్కడ మన జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు రెండు మార్గాలు లేకపోతే రెండు విధానాల్లో మనం ధోరణిలో అది మనకి మనం తీసుకునే అవకాశాలు ఉంటుంది ఒకటి పాజిటివ్గా మనం దాన్ని తీసుకోవచ్చు పాజిటివ్ డిఫరెన్స్ని హేబియల్ వలె మనం దాన్ని తీసుకునవచ్చు లేకపోతే కయ్యిన వలె నెగిటివ్గా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని దాన్ని మిస్యూజ్ చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది బైబిల్లో నెగిటివ్ డిఫరెన్సెస్ లేకపోతే నెగిటివ్ వ్యతిరేక స్వభావ జీవితాలు మనకి అనేకమైనవి కనిపిస్తూనే ఉంటాయి దీనికి రెండు కారణాలు ఉంటాయి ఇతరుల తప్పుల నుండి బైబిల్లో ఎందుకు మనకి ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి రాశారు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకని ఇలాంటి వ్యతిరేక స్వభావ లక్షణాలు ఉన్నటువంటి లేకపోతే పాపపు లక్షణాలు ఉన్నటువంటి వారి గురించి ప్రస్తావించారు ఇది పరిశుద్ధ గ్రంథం కదా అని ఆలోచన చేస్తే దీనికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి ఇతరులు వారు చేసినటువంటి తప్పులు వారు చేసినటువంటి అపరాధాల నుండి మనము కొన్ని విషయాలను నేర్చుకొని మనము ఆ తప్పులు చేయకుండా ఉండటానికి రెండవది వారిని గురించి మనం నేర్చుకున్నప్పుడు వారు చేసినటువంటి తప్పులు కానీ వారు చేసినటువంటి పాపములు అది మన జీవితంలో ఉందో లేదో మనల్ని మనము పరిశోధన చేసుకొని ఆ స్థాయిలో నుంచి మనము మారిపోవడానికి మార్చబడడానికి ఇవి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడని మనం అర్థం చేసుకోగలము కయ్యను తనకు కలిగినటువంటి అవకాశం ఒక మంచి ఆపర్చునిటీ దేవుణ్ణి బలి అర్పణలు అర్పించేటువంటి ఒక ఆపర్చునిటీ కయ్యను ఏం చేస్తున్నాడంటే ఒక తప్పుడు మార్గమునకు నెగిటివ్ మార్గంలోనికి అది కయ్యను ఎంచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు కయ్యను హెచ్చరించినప్పటికీ కయ్యను చెవి యొక్కలే కయ్యను హేబేలు ఇరువురు దేవుని ఆరాధించుటకు తీర్మానించుకున్నప్పుడు ఇరువురి మనస్సుల్లో కూడా వేరువేరు వ్యత్యస్తమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం వారికి ఆ విధమైనటువంటి వ్యక్తిగత అర్పణలు వారు అర్పించినటువంటి ఆ బలి అర్పణలు అవి వారి యథార్థమైనటువంటి జీవితంలో నుండి వచ్చినట్లుగా మనకి ఆ లేఖనాల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది వారి యథార్థమైనటువంటి యాటిట్యూడ్ ఏంటో వారి యథార్థమైనటువంటి భక్తి ఏంటో దానిని బట్టే వారి అర్పణలో తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ వారి వైఖరి బైబిల్ బైబిల్లో మనకి వ్యత్యస్త భావాలను చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం హేబేలు తనకున్నటువంటి దాంట్లో శ్రేష్టమైనది తెచ్చాడు కానీ కయ్యను ఏదైనా పర్వాలేదు అనేటువంటి వైఖరితో తెచ్చినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉంటాం అందుకనే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో మనం ఒకసారి చూడగలిగినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యిండు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చుచున్నాడు అతను మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం కయ్యను కంటే శ్రేష్టమైనది హేబేలు అర్పించాడు అంటే ఇరువరి వైఖరి ఆ బలి అర్పణల్లో ఏ విధంగా ఉందో మనం చూడగలుగుతాం కయ్యను యొక్క నిర్లక్ష్య వైఖరి తాను తన సహోదరుని మీద అసూయ పడేలాగా ఆఖరికి తనని చంపేలాగా కూడా చేసినట్లుగా మనం చూస్తాం ఆ విధంగా చంపగలిగేటువంటి కోపము పగ ద్వేషము ఎక్కడి నుండి వచ్చిందంటే దేవునిని ఆరాధించే విషయంలో అతనికి ఉన్నటువంటి ఆ మూల నిర్లక్ష్యపు స్వభావంలో నుండే కదా దేవుడు కయ్యను హెచ్చరించినట్లు మనం చూస్తాం కానీ ఆ హెచ్చరిక కయ్యనుకు దేవుడిచ్చిన రెండవ అవకాశం కూడా అదే దేవుని యొక్క కృప దేవుడు ఎంత కృపామయుడంటే ఒకసారి మనం తప్పు చేసినా వెంటనే శిక్షించేవాడు కాడు రెండవ అవకాశాన్ని కూడా మనకి ఇచ్చి చూస్తాడు కయ్యనికి కూడా రెండవ అవకాశం ఇచ్చినప్పటికీ దానిని ఉపయోగించుకోలేదు అసూయ కోపం వంటి స్వభావ వైఖరి హెచ్చరించబడి సరిదిద్దుకోవచ్చు కానీ హత్య చేసిన తర్వాత తిరిగి మనము ఏమీ చేయలేము కయ్యిను దేవుని కన్నా అసూయను వెంబడించాడు తాను తన సహోదరుని చంపెను ఆఖరికి దేవునిని కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చినట్లుగా మనం లేఖన భాగంలో మనము చదివాం మనలో అసూయ లేక కోపము మన నియంత్రణ దాటిపోతే కయ్యనే మనకు ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం ఏమని చూస్తూ ఉంటామంటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండును గనుకనే కదా కనుక వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే కయ్యైన స్వభావము దుష్టుని యొక్క స్వభావము వంటిది మనలోని నెగిటివ్ వైఖరి మనలను మన చుట్టుపక్క ఉన్న వారిని కూడా కొన్ని కొన్నిసార్లు బాధిస్తూ ఉంటుంది కోపము వచ్చినప్పుడు సహజంగా దానిని దాచిపెట్టలేం ఏదో విధంగా ఆ కోపాన్ని మనము బయటికి చూపిస్తూ ఉంటాం కొందరు గొడవలు పడతారు కొందరు హత్యల వరకు వస్తారు కొందరు అలుగుతారు కొందరు పగను పెంచుకొని ఏదో రకంగా ఇతరులకి నాశనం తలపెట్టాలని చూస్తారు మరికొందరు దానిని నియంత్రించుకోగలుగుతారు ఇలాగ మనము మన కోపాన్ని కొన్ని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చే చేస్తూ ఉంటాం ఏదో రకంగా కయ్యను కూడా తన కోపాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశాడు అని అంటే తన సహోదరుని సొంత సహోదరుడైనా సరే అతని మీద చంపడానికి పూనుకున్నట్లుగా అటువంటి అటువంటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అతడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది అతనిలోని దుష్ట స్వభావాన్ని బయటికి వెళ్ళి తీసినట్లుగా మనం చూస్తాం సాధారణంగా కోపం వచ్చినప్పుడు కొన్ని క్షణాల వరకు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే ఉత్తమమని నేను వ్యక్తిగతంగా తలుస్తూ ఉంటాను కోపం మనలను ఆలోచింపనివ్వదు కానీ దేవుని బిడ్డలముగా కోపం వచ్చినప్పుడు కొద్దిగా మౌనం వహించి ఆలోచించడం మంచిది కోపాన్ని నియంత్రించుకోలేకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది ఇక్కడ కయ్యను జీవితంలో కూడా మనము అదే చూస్తూ ఉంటాం కోపం మనల్ని నియంత్రించకూడదు కానీ మనము కోపాన్ని నియంత్రించే వరమై ఉండాలి వాక్యం కూడా సెలవిచ్చేది కోపం సహజంగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిదే యేసుప్రభువారే ఎన్నో సందర్భాలలో ఎన్నో చెడు నడతలు చూసిన వారిని ఎన్నో తప్పుడు మాట్లాడేవారిని చూసి అనేక సందర్భాల్లో కోపగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనలో కూడా కొన్ని కొన్నిసార్లు బాధలు వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇతరుల యొక్క వైఖరి చూసినప్పుడు ఇతరుల యొక్క చేష్టలు చూసినప్పుడు ఇతరులు మాట్లాడినటువంటి మాటలను బట్టి కొన్ని కొన్నిసార్లు బాధతో కొన్ని కొన్నిసార్లు వాళ్ళ మీద కోపము వస్తూ ఉంటుంది ఇది మానవ నైజం సహజమైనటువంటి స్వభావం కానీ ఆ కోపాన్ని మనం నియంత్రించుకునే వారముగా ఉండాలి వాక్యం కూడా సెలవిచ్చేది మరలా సూర్యోదయం అయ్యేసరికి మన కోపము చల్లారబడాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది కానీ కయ్యను తన కోపాన్ని ద్వేషంగా మార్చుకొని పగగా మార్చుకొని ఆఖరికి నరహత్య చేసే వరకు తీసుకువెళ్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కయ్యను వ్యతిరేక వైఖరితో నెగిటివ్ వైఖరితో తనేం చేశాడు అంటే తాను దేవునికి అయిష్టమైనటువంటి విధానములో వెళ్ళాడు కనుక ఇవన్నీ తన జీవితంలో సంభవిస్తున్నట్లుగా ఆఖరికి ఒక దుష్టుని సంబంధిగా బైబిల్ అతన్ని పేర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆఖరిగా యోధాపత్రికలో కూడా ఏమని అంటాడంటే యోధాపత్రిక పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి దేవునికి దుష్ట సంబంధులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ అక్కడ పదకొండవ వచనంలో ఏంటాడంటారు ఏమంటాడంటే వారు కయ్యను నడిచిన మార్గమున నడిచేరి అని రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం సో కయ్యను మార్గం అనేది దేవునికి అయిష్టమైనటువంటి మార్గము కయ్యేను మార్గము అనేది ఇది తాను వ్యత్యస్తముగా జీవించాడు కానీ ఆ వ్యత్యస్తమైనటువంటి స్వభావము మనకి తగదు ఈ సందేశం ద్వారా ఈ ధ్యానము ద్వారా వ్యత్యస్తమైనటువంటి జీవితం మనం జీవించాలి నిజమే వ్యత్యస్తముగా ఉండాలి వాస్తవమే కానీ అది హేబేలు వంటి వ్యత్యస్తమైనటువంటి స్వభావమై ఉండాలి కానీ కయ్యను వంటి మార్గమై ఉండకూడదు అని దేవుడు ఈ ధ్యానము ద్వారా మనకి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనము అందులో నుండి తప్పిపోవడానికి అవకాశం లేదు అందులో తప్పించుకోలేమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది కాబట్టి ఆఖరికి కయ్యను నరహత్య చేసేదాకా వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున మనకు కూడా దేవుడు సహోదరులను కానీ స్నేహితులను కానీ ఇచ్చి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు వైరక్రి వారి మీద పక్క పెట్టుకునేలాగా చేయకూడదు వారి మీద కోపము వారి మీద ద్వేషము వారి మీద ఏదో రకమైనటువంటి నాశనం తలపెట్టే విధంగా మనము ఉండకూడదని పరిశుద్ధ లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉంటూ ఉన్నాయి పాత నిబంధనలో కయ్యను నడిచినటువంటి మార్గంలో అయితే కయ్యినికి నరహత్య శారీరకంగా బాహ్యంగా నరహత్య చేసి ఉండొచ్చు కానీ క్రొత్త నిబంధనలో మనం జీవిస్తుండగా మనం ఒక సహోదరుని చూసి వాడిని వ్యర్థుడా అని పిలుచుట కూడా నరహత్యతో సమానమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది అలాగైతే ఇక్కడ నా మాటలు విన వింటున్నటువంటి వారు ఈ సహోదరుని చూచి నువ్వు వ్యర్థుడా అని పిలుస్తున్నావేమో నీ స్నేహితుడిని చూచి నువ్వు పనికిరాని వాడివి అని అంటున్నావేమో ఆ మాటలు వలన నీ స్నేహితుని లేకపోతే నీ సహోదరుని నువ్వేం చేస్తూ ఉన్నావంటే అతనిని నరహత్య చేస్తూ ఉన్నావు ఆత్మీయంగా నరహత్య పాపం అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి కాబట్టి అట్టి స్వభావం అట్టి వ్యత్యస్తమైనటువంటి స్వభావము మనకి తగదు అని నేను ఈ ధ్యానం ద్వారా మీకు జ్ఞాపకం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను కాబట్టి be different as able not as kind దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్